నమస్తే నా పేరు శరత్ బాబు జర్నలిస్టుల సమస్యల మీద సమగ్రమైన పాట మీకు వినిపించబోతాను రచన సీనియర్ జర్నలిస్ట్ కోలా హరిబాబు పేరు ముందు జర్నలిస్ట్ దేనికైనా నీవే ముందు పేరు ముందు జర్నలిస్టు దేనికైనా నీవే ముందు ప్రమాదాలు జరిగిన పెను విపత్తు కలిగిన కరోనాలు వచ్చిన కల్లోనం మోగిన ముందు చూసే కన్ను నీదే తెలియజేయు కలము నీదే ముందు చూసే కన్ను నీదే తెలియజేయు కలము నీదే పేరు ముందు జనరలిస్తూ దేనికైనా నీవే ముందు ఏ వస్తావో ఎదురు తెన్నులే చూసి ఆలి అలసిపోతుంది ఏ వేళకు వెళతావో ఏ వేళకు వస్తావో ఎదురు తెన్నులే చూసి ఆలి అలసిపోతుంది చూసి చూసి పిల్లలేమో నిద్రలోకి జారినప్పుడు అర్ధరాత్రి ఇంటికొచ్చి అలసి సొలసి సొమ్మసిల్లి ఇదే కదా నీలైతో రివాజుగా ప్రతిరోజు తమ్ముడు ఇదే కదా నీ లైఫ్ రివాజుగా ప్రతిరోజు పేరు ముందు జర్నలిస్టు దేనికైనా నీవే ముందు నీ జీతం ఎంత భత్యం ఎంత ప్రావిడెంట్ ఫండు ఎంత అసలు నీది ఏ కేడరు నియామకం పత్రముందా ఓ సోదరా తగపడ్డ నా మిత్రుడా నిజం ఓ సోదరా తగపడ్డ నా మిత్రుడా పేరు ముందు జనరలిస్ట్ దేనికైనా నీటి ముందు నెలల కొద్ది జీతాలు రాకపడే అవస్థలు ఎదురు చూసే ఖర్చులు వెక్కిరించు తొలుపులు ఆకలి మంటల్ని దాచి ఆత్మగా బ్యాంకు పాత్రికేయ జీవితాలు పొగచూరెను కదా నేడు పేరు ముందు అన్న పేరు ముందు జనరలిస్తూ దేనికైనా నీవే ముందు అడుగడుగున నమస్తేలు అదేమైనస్సు నీకు పొలిటికల్ లీడర్ అయిన హలో బ్రదర్ అంటాడు పోలీస్ స్టేషన్ కెళ్ళినా కూర్చో మరి అంటారు మండల ఆఫీసు కెళితే మర్యాదలు చేస్తారు పవరు పోయినాకేమో పలకరించు దిక్కులేదు పవరు పోయినాకేమో పలకరించే దిక్కులేదు వెనుక తిరిగి చూసుకుంటే అనా పైస పొదుపు లేదు ఆ వెనక తిరిగి చూసుకుంటే అనా పైస పొదుపు లేదు మద్యారి కన్న మత్తిది గంజాయి కన్న కిక్కిది తగులు కొరట ఇష్టము బొదులు కొరట కష్టము మద్యారికైన మత్తిది గంజాయి కన్న కిక్కిది తగులు కొనుట కష్టము బొదులు కొనుట కష్టము పేరు ముందు అలా పేరు ముందు జర్నలిస్టు దేనికైనా నీవే ముందు పొగడ్తలకు పొంగిపోకు హిపోక్రసిని విడిచిపెట్టు పేరు గొప్ప ఊరు దిబ్బ జీవితాలు వద్దు మనకు చట్టాలకు లోబడి వేతనాల నడిగి చూడు ఉద్యోగ భద్రతపై నిగ్గదీసి మాటలాడు పగటి పూట చంద్రుళ్ళు రాత్రి వేళ సూర్యుళ్ళు నిద్రపోని పిన్నులీళ్ళు పేలుతున్న కన్నులీళ్ళు పగటి పూట చంద్రులీళ్ళు రాత్రి వేళ సూర్యుళ్ళు అరే నిద్రపోని పెన్నులీళ్ళు పేలుతున్న గన్నులీళ్ళు ఆ పేరు ముందు అన్న పేరు ముందు జనరలిస్టు దేనికైనా నీవే ముందు పేరుకేమో జర్నలిస్టు దేనికైనా నీవే ముందు దేనికైనా నీవే ముందు